हमें प्रभु के पास जब आते हैं तो संपूर्ण मन के साथ हमें आना चाहिए परमेश्वर से हम जब मिलने के लिए आते हैं तो अपना हृदय प्रभु को देना चाहिए हमारे दिल में कोई संख्या कोई विचार कोई बुरी बातें कोई चिंता ना रखते हुए प्रभु मैं तेरे भवन में आयु तो मुझ पर तो दया कर हमें ना मुझ पर तू दया कर हम प्रभु यीशु मसीह के पास जब आते हैं तो प्रभु यीशु मसीह कहता है तुम्हारे सारे चिंता और बोझ बीमारियों को मुझ पर डाल दो हमें नुया मेरे प्रियो हम प्रभु के संविधान में हमेशा कैसा बनना है प्रभु के लिए हम तैयार बनना है हमें नुया समय क्या है कठिन दिन है समय कैसा है कठिन दिन है समय कब आता है हमें पता नहीं चलता हमारे बेटे जगह पे भूकंप भी हो सकता बेटे जाके में भूकंप भी हो सकते हम जब स्तुति करते हैं तो आप भी हमारे पास उतर सकते हैं कि ना समझ क्या कहेंगे अगर सचमुच प्रभु के पर विश्वास रखते हैं तो हमारे पड़ोसी हमारे घराना हमारे परिवार जो भी कहता है कि प्रभु ने उन्हें छू लिया हमें ना प्रभु ने छू लिया जो ना समझ क्या कहते हैं पवन में जाने से आग उतर गया मेरा मम्मी जल गई बगल में आने से मेरा मम्मी जल गई ऐसे ना समझदार लोग कई बातें करते हैं अगर समझदार है तो पवित्र आत्मा अग्नि के ज्वार हमारे पर उतरना चाहिए पवित्र आत्मा हमारे पास होना चाहिए हम आज के बच्चन के जैसा में नहीं बनना है आज के वचन के दिशा में नहीं बढ़ता है कौन कैसे रहता है पता है कौन रहता है ऐसा पत्थर पत्थर को नक्शा बनाते हैं पत्थर बोलती है हमें वैसा नहीं बनना हमें कभी भी छोटी आराधना क्यों ना हो बड़ी आराधना क्यों ना हो प्रभु के पास हम मिलने आए प्रभु के भवन में हम आए तो उनकी आशीष पाने के కి సామర్థ్య పనికి ఆమె ఆయన ఆత్మను పొందుకోవాలంటే మన సంపూర్ణమైన మనసు ప్రభు అయిన ఏసైకు మనం ఇవ్వాలి సంపూర్ణమైన మనసు మనం ఎవరికి ఇవ్వాలి ఏసైకి ఇవ్వాలి ఆయన ఏ రీతిగా వస్తున్నాడు ఎవ్వరికి తెలియనట్టుగా వస్తున్నాడు ఆయన ఏ ప్రకారంగా వస్తున్నాడు మనకు తెలియదు కానీ ప్రభు అని ఏసి అంటున్నాడు నేను చూచిన నువ్వు ఏ రీతిగా ఆరాధిస్తున్నావు నువ్వు ఏ రీతిగా నా మందిరంలో కూర్చున్నావు నువ్వు ఏ రీతిగా నన్ను స్థుతి చేస్తున్నావు నువ్వు ఏ రీతిగా నన్ను ఆరాధన ఆత్మతలో పాటలు పాడుతున్నావా ఆరాధన చేస్తున్నావా చప్పట్లు కొడుతున్నావా ప్రభు అని ఏసయ్య సమస్తం చూస్తాడు ఆమె నాలలుయా ఆమె నాలలుయా సమస్తమైన ప్రభు సన్నిధిలో మనం ఉండాలి అందుకే ప్రభు సన్నిధిలో మనం ఏ రీతిగా ఉండాలా తలాగా ఉండాలి కానీ కుక్క తోక మాదిరిగా కుక్క తోక మాదిరిగా కుక్క ఎట్లా ఉంది తోక ఎట్లా ఉంటుంది కుక్క ఎట్లా ఉంటుంది कैसे रहता है क्यों टेढ़ा है वो అందుకే జీవితంలో మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో మనం ఉన్నామంటే నీ ఇంట్లో ఏ రీతిగా మాట్లాడుకో నీ రీతిగా ఏ రీతిగా ఉండు కానీ ప్రభు సన్నిధిలో భయభక్తి కలిగి ఉంటేనే తండ్రి ఇంటిలో ఆశీర్వాదం ఇవ్వడు నీ మందిరంలో నిరుదంలో ఉన్న మందిరంతో ఆశీర్వదిస్తాడు నీ హృదయంలో ఉన్న సమస్యలు చూస్తున్నారు నీ వచ్చిన వెనుకొరకు దేవుని సన్నిధికి నీ వచ్చిన ఎవరి కొరకు ప్రభు నా పనులు దయచేయండి నేను ప్రభా దుఃఖంతో బాధలతో కష్టాలతో ఉన్నాను తండ్రి నా దుఃఖములు ప్రభా నేను మూల పెట్టుకుంటున్నాను ప్రభా నా దుఃఖం పోదు ప్రభు ఏమన్నాడు నేను ఆవగించేంత విశ్వాసం పెట్టుకొని నా సన్నిధిలో నుంచి నెడలా మీకు ఏ అపాయము జరగదు ఏ కీడు మీకు రాదు అని ప్రభు నేస ఇక్కడ ఒక మాట అంటున్నాడు మార్పు శివార్త ఆరో అధ్యాయము మొదటి చదువుతున్నాను अपने देश में आया और उसके चेले भी उसके पीछे गए वहाँ से निकलकर वह अपने देश में आया और उसके चेले भी उसके पीछे गए सप्त के दिन वह आराधनालय में उपदेश करने लगा और बहुत से लोग सुनकर चकित हुए और कहने लगे इसको ये बातें कहाँ से आ रही यह कौन सा ज्ञान है जो उसको दिया गया है हम्म। कैसी सामर्थ के काम इसके हाथों से प्रकट होते हैं ఆమెన్ హలలుయా హలలుయా ఇప్పుడు అందరు తలపైకి ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే ఏసయ ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఆయన మంచి పనులు చేయడానికి పర్లకు పొందని లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏ రీతిగా ఉండేనో ఆయనకి ఎక్కడ స్థలం దొరకలేదు ఈ లోకంలో జన్మించడానికి ఎక్కడ జన్మించినాడు ఆయన పశువుల పాకలు పశువుల పాకలు ఏడుంది ఏడుంది అది ఎక్కడ నగరం ఏం పేరు నగరం పేరు జల్దీ జల్దీ అక్కడ ప్రభు అని ఏసయ్య పుట్టాడు కానీ ఆయనకి ఎక్కడ స్థలం దొరకలేదు అందుకే ప్రభు అని ఏసయ్య లోకానికి వచ్చాడు పాపము మోసుకోటానికి ఎందుకంటే పాప లోకము ఉన్నది కాబట్టి సత్యముకు ఎక్కడ మార్గము లేదు సత్యంకి ఎక్కడ మార్గము దొరకదు నిజాయితీ మార్గం ఎక్కడ దొరకదు కానీ ప్రభు అని ఏసయ్య ఆ సమయంలో ఈ లోకంలో పుట్టేటప్పుడు ఆయనకి ఎక్కడ స్థలం దొరకలేదు ఎప్పుడైతే ఆయన పెరిగి పెద్దవాడై ప్రభు అయిన ఏసయ్య కొన్ని సమయంలో తల్లిదండ్రి సేవ చేస్తూ ఆయన యవన కాలంలో ఇల్లుని విడిచి దేవుని సన్నిధానం ప్రభు అయిన తండ్రి ఆయనకి ఇచ్చిన మాటలు చెప్పుకుంటా ఆయన తలపులు ఉంచుకొని ప్రభు నన్ను ఈ లోకంలో పంపించినవంటే నేను నీ పనులు సంపూర్ణంగా చేయాలి నీ పనులు నేను సంపూర్ణంగా చేయాలి నీ మహిమలు నేను పరచపడాలి నేను స్వస్థత చేయాలి ప్రభా నేను ప్రభ రోగులను స్వస్థపరచాలి ప్రభా కుష్ట రోగులను స్వస్థత పరచాలి ప్రభా నేను ప్రభ నీ మహిమను చేయాలి ప్రభా నీ అద్భుత క్రియలు నాయన ప్రభు నశించే దానిని ప్రభ వెతికి రక్షించిన ప్రభా నీ సంఘంలో వచ్చిన బిడ్డలకు స్వస్థత కలగాలని ప్రభు ఏసయ్య పరలోకపు తండ్రి ఆయన హృదయం మాట్లాడినప్పుడు ఆ ప్రభు అనే ఏసయ్యతో మాట్లాడిన ఆ తండ్రి అప్పుడు ఈ లోకంలో ప్రభు ఏసయ్య సంపూర్ణమైన పని చేశాడు ఆమె అలలుయ్య ఆయన అద్భుత క్రియలు చేశాడు ఆయన ఎన్నో మహిమలు చేశాడు ఆయన ఉన్నత మార్గంలో నడిపించాడు అక్కడ ప్రభుని ఏసయ్య ఆ మందిరంకి వచ్చేటప్పుడు ఏమన్నారు తెలుసా ఏమన్నారు ఈయన ఆయననా ఈయన కట్టెలు బొమ్మ చేసేట ఆయననా ఈయన ఆ కట్టెలు నరకట ఆయన కుమారుడు కదా పలానా మరియమ్మ కూతురు కొడుకు కదా పలానా యశోకు కొడుకు కదా ఇదిగో మన నగరంలో ఉంటున్నా ఏ నగరంలో ఉన్నాడు ఏసయ్యా బెత్లహేమ్లో ఉన్నాడు ఆమె నగరులుయ్య బెత్లహేమ్ నగరులో ఆయన నివాసించాడు అప్పుడు ఆయన అక్కడ నివాసించి తల్లి ఏ పనులు చేస్తున్నా తండ్రి ఏ పనులు చేసినో కుమారుడు కూడా అదే పని చేశారు తల్లిదండ్రులు ఏ పనులు చేశారు కుమారుడు బిడ్డలు కానీ అదే పని చేయాలి ప్రభు తల్లిదండ్రుల భయభక్తులు నడిపిస్తే బిడ్డలు కూడా అదే భయభక్తులను తల్లిదండ్రి భయభక్తులు లేకపోతే బిడ్డలు కూడా ఏ రీతి ఉంటారు కుక్క ఏ రీతిగా ఉంటుంది కుక్క ఏ రీతిగా ఉంటుంది ఆ రీతిగా బిడ్డలు కూడా ఉంటారు తల్లిదండ్రి చలిగా లేకపోతే బిడ్డలు కూడా చలిగా ఉండాలి భయపట్టి ఆత్మతో సంపూర్ణమైన మనసుతో ఆయనను ఆరాధన చేయాలి అప్పుడు ఏసై అక్కడికి వచ్చి పోయి- తీసుకురావచ్చాడు क्या क्या यह वही बड़ाई नहीं जो मरियम का पुत्र क्या वह क्या यह वही बड़ाई नहीं जो मरियम का पुत्र और याकूब योइस यहूदा और शमौन का भाई है क्या उसकी बहनें या हमारे बीच में नहीं रहती इसीलिए उन्होंने उसके विषय में ठोकर खाई ఆమె హల్లెలూయా ఎందుకంటే రక్త సంబంధంలో అందరూ అవసరం కానీ ఈ ఈ కుటుంబంలో ఒక్క వ్యక్తి దేవుని సన్నిధిలో వచ్చినాడంటే అందరు ఏ చూపుడు చూశారు యేసు ప్రభుని ఏ చూపుడు చూశారు చిన్న చూపుతో చూశారు వీళ్ళ అన్నదమ్ములు వీళ్ళ కుటుంబము మనము మన నగరంలో ఉంటున్నారు కదా ఈ ఆయనే కదా ఈ ఆయన కదా మన మందిరంకి వస్తున్నాడు అదే ఎరుశలం మందిరం కదా వీళ్ళందరూ వచ్చేది ఈ వాళ్ళేనా ఈ వాళ్ళ కుటుంబమేనా అని ఎవరన్నారు ప్రజలు అన్నారు పెద్ద పెద్ద యాజకులు అన్నారు ప్రభు అంటున్నాడు పెంట కూపల నుండి నేను తీసేదను పెంట కూపల నుంచి నేను విడుదల చేస్తానన్నాడు ఎందుకంటే దేవుడి వాక్యము చాటాలేదు దేవుని మహిమ చాటాలి దేవుని వెలుగు వెలిగింపబడాలి మనం ఏం భవన ఏ మందిరంలో మనం ఈ రోజు మరి ప్రతి సమయంలో వాక్యం వింటున్నాం ప్రతి సమయంలో పాటలు పాడుతున్నాం ప్రతి సమయంలో మనం ఏంటి ఉండాలంటే సువార్త చాటి వాళ్ళగా మనం మన అక్కపక్క వాళ్ళకి చెప్పాలి అప్పుడు అక్కడ ఏసయ్య ప్రతి ఒక్కరు అంటున్నారు ఈయన ఆయననే కదా ఎందుకంటే అందరు యేసు ప్రభు కూడా అక్కడనే పేరు పెట్టారు యహను కూడా అదే ఆలయంలో పేరు పెట్టారు ప్రతి ఒక్కరు అక్కడనే జీవితం గడిచింది కానీ ప్రతి ఒక్కరు సేవ చేసిన కానీ ఇక్కడ ఏసు ప్రభు ఏం చేశాడంటే తాను లోకముని విడిచిపెట్టి తండ్రి మాట ఈ లోకంలో పుట్టించిన ఆ తండ్రి మాటను విడవక ఆ మాటలు సహించుకొని నడిచాడు తండ్రి మాట విని నడిచాడు శరీరం తండ్రి మాటలు కాదు శరీరం తల్లి మాటలు కాదు శరీరం అన్నదమ్ముల మాటలు కాదు శరీరం అక్క చెల్లెల మాటలు కాదు దేవిని మాట పర్లోకపు మాట విన్నాడు ఆయన నా తండ్రి నన్ను పంపినాడంటే నేను ఆ పని చేయాలి నేను లోకానికి వచ్చినంటే ఆయన కృప నేను ఎందుకు ఈ లోకంలో పుట్టాలి నేను రాజాది రాజైన ఏసైనను నేను రాజాది రాజనే నేను నేను ఎందుకు ఈ లోకంలో పుట్టానని అనుకోలేదు తండ్రి అంటున్నాడు ఒక్కసారి నా బిడ్డల పైన కనికరించాలి నా బిడ్డల పైన దయకృప చూపించాలి మళ్ళీ తప్పు మార్గంలో నడవకుండా మళ్ళీ పాప మార్గంలో నడవకుండా మళ్ళీ అపవిత్రుల పండుగ మళ్ళీ నడవకుండా లోకానికి మోకం చూపకుండా పని చేయకుండా నా బిడ్డల పైన నేను నా రక్తమును కుమారిస్తాను ఆమె ఈ లోకానికి వచ్చాడు కేవలం క్రైస్తవులకు కాదు ప్రభు వచ్చింది కేవలం క్రైస్తవులకు కాదు సర్వలోక పాప భారం మోసుకున్నారు సర్వలోక పాపం మోసుకున్నాడు ఏసయ్య సర్వ పాపములను మోసుకున్నాడు ఏసయ్య ఈ రోజు మనం ఒక దుఃఖం కొరకు ఒకరి గురించి ప్రార్థన చేయాలి ఒకరి విషయములను ప్రార్థించామా ఒకరు గుర్తు చేసుకుని ప్రార్థన చేసుకున్నామా దినముకు దినం మన బోధన వింటున్నాము మన ఇంటి కొరకు ప్రార్థన చేస్తున్నాము ఇతర కొరకు ప్రార్థన చేయలేదు చూస్తున్నాడు ఏసయ్య చేస్తున్నాడు చేయలేదు వాక్యం ఇక్కడ మనకు సేవిస్తుంది అందుకే ప్రజలు ఏమన్నారు ఈయన ఆయన ये ना आने आप ఏ ఆయననా అనే మళ్ళీ మళ్ళీ అన్నారు అప్పుడు అక్కడ మళ్ళీ चौथा वचन यीशु ने उससे यीशु ने उससे कहा हाँ। भविष्यवक्ता का अपने देश और अपने कुटुंब और अपने घर को छोड़ और कहीं भी निराधर नहीं होता हाँ। वह वहाँ कोई सामर्थ का काम न कर सका हाँ। केवल थोड़े से बीमारों पर हाथ रखकर उन्हें चंगा किया और इससे उनके अविश्वास पर आश्चर्य हुआ और वह चारों ओर के गांव में उपदेश करता फिरा हाँ, उसने बारह को अपने पास बुलाया हाँ, और उन्हें दो दो करके भेजने लगा हाँ। और उन्हें अशुद्ध आत्माओं पर अधिकार दिया उसने उन्हें आज्ञा दी मार्ग के लिए लाठी छोड़ और कुछ न रहे ఆమె హల్లెలూయా ఎప్పుడైతే అక్కడ ప్రతి ఒక్క యాజకులు అన్నప్పుడు ప్రతి ఒక్క యాజకులు అన్నప్పుడు అక్కడ యేసు ప్రభు ఏం చేశాడు అక్కడ స్వస్థత చేశాడు ఆమె నలుగుయ ఆయన మైమని చేశాడు అక్కడ చిన్న కార్యం చేసి మళ్ళీ పరిగెత్తాడు ఆయన మళ్ళీ పరిగెత్తాడు అక్కడ ఇవి ఈయన అన్నాడు కదా అయ్యో ఈయన మాటలు పట్టించుకున్నలేదు అని ఆలోచన చేయలేదు ఎందుకంటే వాగితో వాళ్ళు ఎవరు వాగుతారు మరి మరి ఒక ఎరుతిగా ఉంటుంది ఒక ఎరుతిగా ఉంటుంది कुत्ता कैसे है टेढ़ा కదా కుక్క తేడా ఉంటుంది ఆ కుక్క ఒకటే మాట భావ భావ భావ భావ అంటానే ఉంటుంది ఒకటే మాట భావ భావ నేను ఎవరు పెద్ద చేసిండ్రు నేను ఎవరు చిన్న చేసిండ్రు నీవు ఎక్కడి నుంచి వచ్చినావు నీ ఏమైనావు నీకు ఎవరు అది వచ్చిండ్రు నీకు ఎవరు అధికారం ఇచ్చిండ్రు ప్రభు ఆ మాటలు పట్టించుకోలేదు ప్రభుని వేసే మాటలు పట్టించుకోలేదు ప్రభుని వేసే మాట పట్టించుకున్నాడు తన తండ్రి మాట తండ్రి మాట విన్నాడు ఆయన అక్కడికి వెళ్ళి ఏం చేశాడు ఈ లోకంలో నేను కొన్ని దినములు ఉంటున్నాను ఆమె అలలుయ ఈ లోకంలో నేను కొన్ని దినం ఉంటున్నాను ఎందుకు సువార్తలు చాటించాడు యేసు ప్రభు ఎందుకు పన్నెండు మంది శిష్యులను తీసుకున్నాడు ఎందుకు పన్నెండు మంది శిష్యులను తీసుకున్నాడు ఎందుకంటే నా పని ఏముందో నేను అంతని పని చేసి నా తండ్రి కార్యాలన్నీ చేసి నేను మళ్ళీ పరిగెత్తుతున్నా ఈ లోకములో విన్ని వినకుండగా ఉంటున్నారు ప్రజలు నేను రక్తం కాచినా నేను దెబ్బలు తిన్నా కొరడలు మోసుకున్నా ఎన్న సిలువ మోసుకున్నా ఈ ప్రజలు మాత్రం విన్నటి వాళ్ళు కాదు ఈ ప్రజలు మాత్రం విన్నటి వాళ్ళు కాదు ఆయన కూడా ప్రభువుని ఏసయ్య ఎవరిని పంపారు ఎవరిని పంపడానికి ఇద్దరు ఇద్దరు వ్యక్తులను పంపారు ఇద్దరిద్దరు వెళ్ళి సువార్తను చాటండి నేను కొన్ని దినం ఈ లోకంలో ఉంటున్నాను మీకు నేర్పిస్తున్నాను మీకు బోధిస్తున్నాను నా తండ్రి చేసిన పనులన్నీ మీరు కూడా చేయాలి నా తండ్రి నాకు చెప్పిన పనులన్నీ చేసిన మీరు కూడా చేయాలి అని ఏసయ్య అధికారం ఇచ్చాడు అందుకే సువాత చాటాలి అందుకే వాక్యం కొరకు తయారుగా ఉండాలి అందుకే వాక్యములు నేర్చుకోవాలి అందుకే వాక్యములు చదువుకుంటేనే ధైర్యంతో మీరు నిలబడగలుగుతారు ధైర్యంతో మీరు బోధించగలుగుతారు ధైర్యంతో సువార్తను చాటిస్తారు మనం పిరికి వాళ్ళుగా ఉంటామంటే ఎవరికి సమానం అయిపోతాం మనము ఎవరు బరబర్ అయిపోతాము చెప్పండి వినకపోతే ఎవరైతున్నాం మనం కుక్క తోక ఏమైపోతున్నా అది ఎన్నడూ చక్కగా కాదు డాక్టర్లు కూడా ఎన్నో ప్రయత్నం చేస్తుండొచ్చు మా దారేవిలో ధారావి కొలివడ కాదు చిన్న సైన్ లేబర్ క్యాంప్ అక్కడ చాలా తిరుగువాడు చాలా ఇంకా ఏరియా ఇదేమీ లేదు వీళ్ళేమో పని తల్లిదండ్రులు తినే నాశాలు చేసుకొని తల్లిదండ్రులు కొట్టి మన ఏరియాలో నడేస్తారు కానీ మా ఏరియాలో అట్లా లేకుండా నాకు జగడం అంటే పాల భయం జగడం అంటే నాకు అంత భయం నేను అంత పిలికిదని నేను అంటే జగడం అంటే నేను ఒక చోటు పోను నా దగ్గరికి ఎవరు రాదు కానీ అక్కడ జగడం అయితే ఇక్కడ ఇక్కడ వండుదాన్ని భయపడదాన్ని నేను జగడం అంటే నాకు భయం నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి అది కానీ అదే పాప మార్గంలో నేను ఉన్నాను అదే ఏరియాలో నేను ఉన్నాను అదే దుష్టు లోకంలో ఉన్నాను కానీ నా ప్రభు వేసేయ మా అమ్మ నాయన ఏ మార్గం నడిచిన నేను నా ప్రభు నన్ను అంత మార్గం మా అమ్మ నాన్న ఏ మార్గంలో నడిచినంటే అదే మార్గంలో మేము నేర్చుకున్నాం లోకాశలలో మునగలేదు మేము లోకానుసారిగా మేము ధనాలు పంచుకోలేదు ఈ రోజు కూడా మాకు కష్టమే ప్రభుకు మహిమా ఈ రోజు కూడా కష్టమే ఎందుకంటే మన నోరు చక్కగా ఉంటే ప్రభు అంటున్నాండి నోరు చక్కగా ఉంటే నేను స్థిరంగా నిలబడతా నువ్వు నాలో భయభక్తి కలిగి ఉంటే నిన్నే నేను వెనుకున్నా ఏ మనుషుడే వెనుకోలేడు ఎవరు వెనుకోలేడు ప్రభు వెనుకుంటేనే ఈ లోక స్థానపడం అనేది అడగలుగుతా ప్రభు సన్నిధిలో ఆరోగ్యంగా ఉన్నారు ఎప్పటికి నేను ప్రార్థన చేశాను ఎక్కడికి పోయినా నేను తప్పగానే ఉన్నాను నేను గౌరవంతో చెప్పుకుంటాను ఎక్కడికి పోయినా నేను థమ్స్అప్ ఉన్నా మా అమ్మ మమ్మల్ని నిడిచి ఎక్కడికి సేవకు పోయినా ఏ కూరగాయలు తీసుకొచ్చి వ్యాపారం కొరకు పెట్టినా కూడా నేను మా అమ్మ పోయింది కదా మా అమ్మ లేదు కదా నా ఇష్ట ప్రకారం చేయొచ్చు నేను నన్ను ఎవరు పట్టుకున్నారు ఎవరు పట్టుకున్నారు నేను తప్పు మూసుకోవచ్చు నేను తప్పు మూసుకోవచ్చు కానీ ప్రభు అంటున్నాడు నా రా భయము కలిగి ఉండాలి భయ భక్తి కలిగి ఉండాలి నువ్వు తలుపు చాటులో ఉన్నా తలుపు లోపల ఉన్నా ఇంటిలో ఉన్నా గదిలో ఉన్నా ఏ దిక్కులో ఉన్నా ప్రభుని వేసే చూస్తాడు నువ్వు మనుషులకు మరుగైనచ్చు కానీ దేవునికి మాత్రము మరుగు కాలేదు దేవునికి మాత్రం మరుగు కాలేదు అందుకే ప్రభుని వేసయ్య అందరిని చూశాడు అందరిని చూసి ఈ లోకము మారదే మారదు ఈ లోకము అస్సలు వినవారు విన్నవారు ఉన్నారా లేదా ఇక్కడ ఉన్నారా లేదా ఎంతమంది ఇక్కడ ఉన్నారు అనుకున్నది తీయడంలా కొద్దిగా మీద ఉన్నా ఆమె నడలియ ఆమె నడలియ ఎందుకంటే ప్రభు సన్నిధిలో భయభక్తి కలిగి ఉండాలి అప్పుడు ఏసయ్య ఇద్దరిద్దరిని పంపించాడు సువార్తన చట్టం ఎందుకంటే నా సమీపం వస్తుంది నా సమీపం వస్తుంది నేను మళ్ళీ నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి మీ కొరకు నేను స్థలమును సిద్ధపరచాలి నా తండ్రికి చెప్పాలి నేను ఇంత పంటలు కోసాను అని ఆమె ఏ ఏసఐ కూడా పంట కోసారు తెలుసా మంచిగా చదువుకోండి సై కూడా పంట కోసాడు ప్రభు అడిగిండు నా కుమారుడు నేను లోకంలో పంపుతే కానీ నువ్వేం చేశావు నాయన నేను చెప్పిన ప్రకారంగా ఇన్ని రోగులకు నేను స్వస్థపరిచాను ఇంత పాపులు నేను రక్షించినను వీని ఇంత మీద పాపం చేయకుండా నీ సువార్తను చాటుతారు ఆమె ఈ రోగంలో పడకుండా వాళ్ళకు సాక్షి బిడ్డగా నిలిచి నా సువార్త నీ యొక్క మహిమను చాటుతారు ఆమె ఎవరైతే ప్రభుని దేవుని మాటలు విన్నారో ఆ శిష్యులందరూ ప్రభు మాటలు విని సేవలు చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు వాళ్ళ పిల్ల పిల్ల తరాల సేవలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగుతున్నారు అందుకే ఈ లోకంలో ఏసు ప్రభు ఇద్దరిద్దరిని పంపించినాడు వాళ్ళ పిల్ల పిల్ల తరణాల ఆ వంశంలో మనం ఉండొచ్చు యాకోబ వంశంలో మనం ఉండొచ్చు యాకోబ మన తల్లిదండ్రి అవ్వచ్చు ఇరిమియా మన తల్లిదండ్రి అవ్వచ్చు ఏమన్నా మన తల్లిదండ్రులు అవ్వచ్చు ముత్తాత అవ్వచ్చు ఈ అర్చకులందరి మనం ముత్తాతలు అవ్వచ్చు మనం వాళ్ళ బిడ్డలు అవ్వచ్చు నేను అప్పుడప్పుడు తలుచుకుంటున్నాను ప్రభు ఈ రోజు మీ మార్గం ఉన్నామంటే బైబుల్ ఉన్న యాజకుల కుటుంబం కానీ మేము అందుకే ఈ రోజు మేము భయభక్తితో నీ వాక్యం వింటున్నాం ప్రభు అని ఎప్పుడప్పుడు నేను తలుచుకుంటున్నాను ఆ రీతికి మనం కూడా తలుసుకోవాలి ఈ రోజు మనం విశ్వాసం ఉన్నామంటే ఆ కుటుంబం ద్వారా మన విశ్వాసం ఉండొచ్చు ఎందుకంటే ఆదం కూడా కొద్ది పని చేశాడు ఏం చేశాడు ఆయన బొమ్మలను అమ్ముకున్నాడు ఆయన బొమ్మలు కడప కొరకు అమ్ముకున్నాడు కానీ ఇంటి దేవత పెట్టడానికి కాదు ఆయన తన ఇల్లును నడిపించుకున్నాగా తన కుటుంబాన్ని నడిపించాలని బొమ్మలు అమ్మాడు ఇంటి మూల దేవతనే కాదు ఆయన మంచి బొమ్మలు పిల్లలు ఆడుకోవాలి పిల్లలు నడిపించుకోవాలి పిల్లలు వాళ్ళ దుఃఖమును ఓదార్చాలని బొమ్మలు అమ్మినాడు ఇంటి దేవతలు కాదు ఏ రూపం ఉంది మన ఇంటి దేవత ఇంటి రూపం ఏది ఉంది ప్రభు నీ పోలిక నా పోలిక నేను ఎరితికున్నాగా ఆ రీతిగా మీరు కూడా అని ఆయన ఆయన స్వరూపంగా మనల్ని చేశారు ఎక్కడన్ని దేవతలు ఎక్కడని బొమ్మలు ఏ మూల దేవత ఏం చేస్తున్నావు నువ్వు లోకంలో ఉండి కూడా ప్రభు మార్గంలో ఉండి కూడా ఏం చేస్తున్నాము చెట్టు కింద దాచుకున్నాం ఆమె నలులుయా చెట్టు కింద దాచుకున్నాం వేరేదేగా ఆదమావ దాచుకున్నారు అందుకే చెట్టు కింద కూడా దేవతను పెడతారు ఎందుకంటే పాము మాట విన్నది అవ్వ ఎంత గొప్ప పని చేసి అవ్వా పాము మాట విని అప్పుడు అవ్వ ఏం చేసింది చెట్టు దాచుకుంది అందుకే ఇప్పుడు ఈ రోజు లోకంలో దేవతలని వెళ్దామా కోశమా నరకమా ఏమో ఏమో లోకంలో ఉన్నది అన్ని చెట్టు కిందనే ఉంది అన్ని చెట్టు కిందనే ఉంది ఎంత మించిపోతే నేను పోలేని సముద్రంకి నేను పోలేని పూజ దానికి నా ఇంటి దేవత నేను ఇంత పెట్టకుండా నేను కుశలతో పూజ చేస్తున్నాను అదే దుష్టు ఆలోచన నడవక పాప మార్గం నిలవక అపహాస చోటులు నడవకుండగా దేవుడి మాటలు ఎవరు నడుస్తారో వాళ్ళే పరలోక రాజ్యం చూసేటారు మనసులో ఒకటి పైముఖం ఒకటి ఎక్కడ పెట్టుకోవాలి నాకు వీళ్ళారా ప్రభువుని వేసే ఒకే పని చేశాడు సుభాతం చాపించాడు మనం కూడా సువార్తను చాటించాలి మనం ఒకరికి ప్రార్థన చేయాలి మనం బజార్కి వెళ్ళేటప్పుడు కొన్ని పత్రికలు పట్టుకొని బజార్కి వెళ్ళేటప్పుడు పంచాలి అందు ఎవరైనా ఒక్కరైనా వింటారా ఒక్కరైనా వింటే మారు మనసు పొందుతారు ఒక్కరైనా విని ఇది ఎక్కడని పరిగెత్తొస్తారేమో వాళ్ళ జీవితం మారుతుందేమో ఒకసారి మీరు పత్రికలు పంచుకులంటే బజార్కి వెళ్ళేటప్పుడు పత్రికలు తీసుకొని వెళ్ళాలి పంచాలి తీసుకున్న వాళ్ళ సంతోషం తీసుకున్నకుండా పర్వాలేదు కానీ మన పని సువార్తను చాటించాడు యేసు ప్రభు ఏం చేశాడు సువార్తను చాటించాడు స్వస్థతలు చేశాడు అధికారం మనకు కూడా ఇచ్చాడు మనము అధికారం పొందాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి మనం ఏం చేయాలి సువార్త చాటాలంటే మొదలు ఏం అనుకుంటారు మనలో భయ భక్తి పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనకు కావాలి పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే నేను ధైర్యంగా పంచగలుగుతాం ప్రభా ఈ హృదయం ప్రభా నీకు అంకితమైన ఎరిగిన నడిగినతోనైనా ప్రభా ఈ సువార్తను చాటుతున్నానైనా నా ప్రార్థన విను ప్రభా నేను పంచుకునే ఈ పత్రికనైనా ప్రభా ఒక్క పాపిని రక్షించని ప్రభా నేను ప్రభా నీ రాజ్యంలో ఉండాలని ఈ మాటలు మన మనసులో ఉండాలి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మేముకుంటాడు ఆమె నలలుయ పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు ప్రభు అన్నాడు నువ్వు వెళ్ళే మార్గంలో నేను తోడుగా ఉంటాను అన్నాడు అందుకే నా ప్రియుల యేసు ప్రభు చేశాడు ప్రతి ఒక్కరిని రక్షించాడు ఆయన పంట కోసాడు కంటకు చూపించాడు మన మాతను ఈ రోజు ప్రభు అని ఏసయ ఏం పెట్టాడు పరిశుద్ధాత్మ మీరు కేవలం పరిశుద్ధాత్మ పొందాలి ఆ పరిశుద్ధాత్మ పొందుకునే వెంటనే సువార్తలు చేడతారు అప్పుడు మీరు పంట పూసిద్దరు అప్పుడు వేసే ఎదురుగా అప్పుడు అంటున్నాడు ఇదిగో నేను పెట్టిన ఒక కర్త పరిశుద్ధాత్మని ఇదిగో ఇంత మంది పొందుకున్నారు ఈ రోజు సువార్తం చాటారు అన్ని జాతులు వచ్చారు అదే సువార్తలు కూడా రాయబడింది ఏమి మేకలు మరి తర్వాత గొర్రెలను అన్ని ఒక్కతోనే ఉన్నాయి మేకలు గొర్రెలు మేకలు గొర్రెలు ఎట్లా ఇప్పుడు అనుకోదాం మనకి మేకలు మా పబ్బులు పడుకొని పిల్లలు పడుకొని మేకలు మీరందరూ గొర్రెలు ఎందుకంటే ప్రభు ప్రార్థన చేసిన వాళ్ళని వెన్నుకున్నాడు ఆమె నగలుయ ప్రార్థన చేసుకున్న వాళ్ళే వెన్నుకున్నాడు గొర్రెల మేకలు ఒక్కతను ఉంది ఇప్పుడు ప్రభు ఎవరికి ఆమోదించాడు ఎట్లా ఆమోదించాడు ఎవరికి ఆమోదించాడు किसको आवाज दिया हमें लगा नहीं जल्दी जल्दी समय नहीं है वाले पे मेरे पर कंप्लेंट आएगा ఎవరికి అవ్వచ్చు ఆమెన్ హల్లెలూయా ముండ పదలో అంటే ముండ చెట్టులో చిక్కబడిన గొర్రె పిల్లని వెనుకున్నారు గొర్రె పిల్లలు అన్ని గొర్రె పిల్లలు ఒకలాగా ఉండదు చూడడానికి గొర్రె పిల్లనే గొర్రె పిల్లలకు గొర్రె పిల్లలాగా ఉండవు గొర్రె పిల్లలు కూడా కాపాడుతుంది చూడడానికి గొర్రె పిల్ల మూండ్ల ముకటములో మూండ్లలో చిక్కపడిన గొర్రెని వెతికినాడు ఏసయ్య ఆమె నాగలుయ్యా మూండ్లలో చిక్కబడిన గొర్రెని వెతికాడు అన్ని అవాజ్ వచ్చినాయి కానీ యేసు ప్రభు బాలని చూడలేదు మూండ్లలో ఉన్న గొర్రెని చూశాడు ఆమె నాగలుయ్యా మూండ్లలో ఉన్న గొర్రెని చూశాడు అప్పుడు వెతికి ఈ తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రెని వెతికాడు ఏసయ్యా అమ్మా నా గొర్రె నా బిడ్డ అందుకు భయపడకు నీ తల్లితో నేను చేస్తాను అందుకే మాట తల్లి తన బిడ్డలను మరచే తల్లి తన బిడ్డలు మార్చి కానీ ఏసే మాత్రము మరుగడు అప్పుడు ఆ గొర్రె పిల్లని వెతికి ఇదిగో నా కుమార్తె ఎల్లో తల్లిదండ్రులు తల్లిదండ్రులు మర్చిపోయారు గొర్రె పిల్ల మేక పిల్ల అన్ని మర్చిపోయారు మా జంతువులో ఒకటి తప్పిపోయిందని చూడలేదు తాను కేవలం తిండికి మాత్రం చూసింది గొర్రె పిల్ల చేసింది తన తిండిని చూస్తుంది మేక చేసి లోకంలో చూసింది కానీ ఏసయ్య నేను వచ్చి తిని తప్పిపోయిన వాణి కొరకు అందుకే లోకంలో సువార్తను చాటడానికి పంపిస్తున్నాను ఇద్దరు ఇద్దరు వెళ్ళండి నా సువార్తను చాటండి ఎందరో తప్పిపోయినారు ఉన్నారేమో వెళ్ళండి చాటండి అని ఇక్కడ ఏసయ్య ప్రతి ఒక్కరిని వెళ్ళుకున్నారు యాజకుల మాటలు పట్టించుకోలేదు నీకు ఎవరు అధికారం ఇచ్చారు నీకు ఎవరు చెప్పారు కాదు సయ అధికారం ఉంటేనే బలము పరిశుద్ధాత్మ శక్తి ఉంటేనే ఏ తుఫాన్ వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏసయ్య నడిపిస్తాడు కానీ ఎన్నడూ ఆగదు నావ ఆగుతుంది సముద్రంలో ఎందుకు ఆగది నావ ఎందుకు ఆగది అందులో నడిపించే వాళ్ళు ఉంటే ఎన్నడూ ఆగదు నావలో నడిపించడం వాళ్ళకి కావాలి ప్రభు సన్నిధుల బిడ్డలను మనం ముందుకు పెంచితే ఇదేంటి ఏమి ఎక్కడ అని అనుకరో మన నావ ఎన్నడూ నడుపు ఏసై నావ నడిపించాలంటే మన బిడ్డలను ముందుకు నడిపించాలి మన బిడ్డలను ముందుకు నడిపించాలి ప్రభులో మనం ఉండాలి అప్పుడు సముద్రము పొంగి పోలిన నావ మాత్రము నడుస్తూ ఉంటుంది నేను అడుగు నావ మాత్రం నడుస్తూ ఉంది ఎవరి మాటలో విన్న దేవుడి కంటే ఏసయ్య మనలో ఉన్నాడు దేవుడు వాక్యం దీవించను గాక మనం ప్రభులు ఏ రీతిగా ఉండాలి భయభక్తి కలిగి ఉండాలి ప్రభు కొరకు సిద్ధంగా ఉండాలి ఆయన కొరకు వేచి ఉండాలి దేవుడు వాక్యం దీవించను గాక మనం అందరూ వాళ్ళు